నందుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పరమ గురు గురుశ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన పరిమళ ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీని తయారీకి ముందుగా యాలకులు ఒక నాలుగు చిన్న జాజికాయ ముక్క కొద్దిగా జాపత్రి మూడింటిని కలిపి బరకగా పొడి కింద చేసుకుని పెట్టుకోవాలి ప్రసాదం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దానిలో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం ఎండు ద్రాక్ష వేసుకుని ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి ఇది మరీ ఎర్రగా అవసరం లేదు కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి అరకప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుని మళ్ళీ వేయించుకోవాలి అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక మందపాటి పాత్ర పెట్టుకుని దాంట్లో మూడు కప్పుల నీళ్లు రెండు కప్పులు పంచదార వేసి పాకం పట్టుకోవాలి పాకం కొద్దిగా చిక్కబడింది కదా ఇప్పుడు దీనిలో యాలకులు జాపత్రి జాజికాయి వీటిని బరకగా పొడి చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి అంతేకాకుండా దీంట్లో కొద్దిగా కేసరి రంగు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ అది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా కదుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి ఒకవేళ కదుపుకోకపోతే కనుక అడుగున మాడు పట్టేసేసి ప్రసాదం టేస్ట్ మారిపోతుంది ఇందులో ఉపయోగించిన కేసర్ రంగు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ కాదు మనకి మంత్రాలయంలో న్యాచురల్ ప్రాసెస్లో తయారు చేసే కేసర్ రంగు అమ్ముతారు దాన్ని ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న కుంకుమ పువ్వును కూడా వేసేసుకుందాం ఇది వేయడం వల్ల ప్రసాదానికి ఇంకా మంచి రంగు వస్తుంది మీరు కేసరి రంగు అవాయిడ్ చేద్దాం అనుకుంటే కనుక కుంకుమ పువ్వుని ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి అప్పుడు ప్రసాదం మంచి రంగులో వస్తుంది ఇదే పద్ధతిలో ప్రసాదాన్ని తయారు చేసి రాఘవేంద్ర స్వామి వారికి భక్తులు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ప్రసాదాన్నే పరిమళ ప్రసాదం అని అంటారు ఇది ఎంత స్పెషల్ అంటే రాఘవేంద్ర స్వామి వారి బృందావన పీఠం దర్శనం అయ్యాక ఖచ్చితంగా ఈ ప్రసాదం తినకుండా వెనక్కి ఎవ్వరూ రారు ఇందులో వేసే పదార్థాలు అటువంటివి అంతేకాకుండా మంత్రాలయంలో బృందావన దర్శనం చేసినప్పుడు మనకి ఒక ప్రశాంతత అంటే మానసిక ఒక ప్రశాంతత ఏదైతే వస్తుందో అదే విధంగా ఈ ప్రసాదాన్ని తిన్నప్పుడు మనకి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది అంత స్పెషల్ అనమాట ఈ ప్రసాదం స్వామివారికే కాకుండా ఆయన ప్రసాదానికి కూడా ఎంతో మహిమ ఉంటుంది అసలు మంత్రాలయం అంటేనే మహిమల నిలయం ఒక్కసారి అక్కడికి వెళితే ఎంతో ప్రశాంతత లభిస్తుంది మీకు వీలైనప్పుడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని తరించండి చూడండి ఈ విధంగా కదుపుకుంటూ బాగా దగ్గర పండివ్వాలి దగ్గర పడుతోంది కదా ఇంకొక ఏడు నుండి ఎనిమిది నిమిషాలు ఉంటే కనుక ప్రసాదం తయారైపోతుంది ఆల్మోస్ట్ దగ్గర పడింది కదా ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి మళ్ళీ బాగా తిప్పుకుందాం టీ ఇంకా కొద్దిగా గట్టిపడ్డాక నెయ్యి రాసిన పళ్ళెంలోకి దీన్ని పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి పళ్ళాన్ని బాగా కుదిపి అప్పుడు చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా ప్రసాదం చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక నైఫ్ సహాయంతో జాగ్రత్తగా ముక్కల కింద కట్ చేసుకుందాం ఎడ్జెస్ని తీసేసి ప్రసాదం అచ్చుల్ని పళ్ళల్లోకి పేర్చేసుకుందాం చూసారు కదా ఎంతో రుచిగా ఉండే అంతేకాకుండా గురుశ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన అదేవిధంగా భక్తులు ఆయనకి భక్తి శ్రద్ధలతోటి నైవేద్యంగా సమర్పించే పరిమళ ప్రసాదం తయారైపోయింది ఇలా చేసి పెట్టుకున్న ప్రసాదం ఖచ్చితంగా రెండు నెలల పైనే నిల్వ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు